hi welcome to Divya Sanjeevini ఈ ఎపిసోడ్లో మనం ఐస్ గురించి తెలుసుకుందాం మన పెద్దలు ఏమని చెప్పారంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం పెద్దలే కాదు నిజంగా కూడా కళ్ళు కనుక లేకపోతే ఒకసారి ఊహించుకోండి డార్క్ అయిపోతుంది లైఫ్ మొత్తం డార్క్ కలర్స్ ఉండవు సో అందరికీ కూడా మనల్ని ఫస్ట్ ఆకర్షించేది కళ్ళే సో ఆ కళ్ళు బ్రైట్గా వాటరీగా డ్రై ఐస్ ఉండకూడదు వాటర్ కొద్దిగా ఉండాలి లైట్గా ఎలా చేయాలి ఈ ఎక్సర్సైజ్ అనేది చూడండి ఈ ఎక్సర్సైజ్ ఎవరు చేయకూడదు అంటే లెన్సెస్ ఉన్న వాళ్ళు చేయకూడదు once again I will repeat lenses ఉంటే గాన మీరు ఐ ఎక్సర్సైజ్ చేయకూడదు నా first type of eye exercise first blinking చేయండి ఫాస్ట్గా బ్లింక్ చేయండి ఫాస్ట్గా బ్లింక్ చేయండి ఫాస్ట్గా బ్లింక్ చేయండి లైక్ దిస్ ఫాస్ట్గా close your eyes and open eyes ఫాస్ట్గా బ్లింక్ చేయాలి బ్లింక్ చేసిన తర్వాత బాగా ఫాస్ట్గా బ్లింక్ చేయండి చేయండి చేయండి చేయండి రిపీట్గా చేయండి చేసిన తర్వాత శ్వాసను పూర్తిగా తీసుకుంటూ టైట్గా ఫేస్ని కూడా బాగా టైట్ చేసేయాలి ఐ కూడా టైట్ చేయాలి టైట్ టైట్గా టైట్గా very tight very tight very tight and loose exhale and loose స్లోగా ఐస్ ఓపెన్ చేయండి వెంటనే చేతులు తీసుకెళ్ళి మీరు క్లీన్ చేయొచ్చు వెంటనే క్లీన్ చేయొచ్చు రాను బెస్ట్ రాను బయటికి ఇప్పుడు బాగా పెట్టుకొని లెఫ్ట్ లెఫ్ట్ బాగా స్ట్రెచ్ చేయాలి కళ్ళని చూడాలి మాక్సిమం మీరు ఎంత చూడగలరో అంత లెఫ్ట్ని తీసుకెళ్ళండి నెక్స్ట్ ఓపెన్ చేయాలి వైడ్గా ఓపెన్ చేయాలి కళ్ళని మళ్ళీ టువర్డ్స్ ద రైట్ వైడ్గా ఓపెన్ చేయండి బాగా తీసుకెళ్ళండి ఇంకా ఇంకా స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి ఇది ఒకటి మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ రైట్ ఇది రెండు లెఫ్ట్ రైట్ ఇలాగా ఇది మూడు అయింది ఇలా ఒక ఎనిమిది సార్లు ప్రాక్టీస్ చేయండి next up look up down stretch చేయాలి కిందకి చూస్తే సరిపోదు కిందకి ఇంకా చూడటానికి ట్రై చేయాలి పైకి ఇంకా చూడటానికి పైకి ఇంకా పైకి పైకి పైకి పైకి కిందకి గడ్డం పైకి కానీ కిందకి కానీ కదలకూడదు మళ్ళీ పైకి మళ్ళీ కిందకి పైకి కిందకి కళ్ళు మూసుకోండి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి ఇప్పుడు ఐస్ ఓపెన్ చేసిన తర్వాత డయాగ్నల్ ఐ మూలగా చూడాలి క్రాస్గా ఎడం వైపు పైకి చూడండి మళ్ళీ స్లోగా కుడి వైపు కిందకి చూడండి మళ్ళీ ఎడం వైపు పైకి చూడండి కుడివైపు కింద చూడండి ఇలా ఒక ఎనిమిది సార్లు ప్రాక్టీస్ చేయండి మళ్ళీ క్లోజ్ యువర్ ఐస్ ఓపెన్ మళ్ళీ రైట్ సైడ్ కార్నర్ చూడండి left side corner right side corner left side corner ఇలా ఒక eight times close your eyes check deep breath once again చాలా డీప్గా ఉందండి బ్రీత్ మళ్ళీ స్లోగా విడిచిపెట్టండి ఈ శ్వాస అంతా కూడా మీకు ఎక్కువగా బ్లడ్లో ఫ్లో బ్లడ్ అంతా కూడా ఐలోకి ఫ్లో అవుతుంది నెక్స్ట్ రిలాక్స్ ఇప్పుడు గుండ్రంగా చెప్పండి లాస్ట్ ఇది చక్కగా గుండ్రంగా ఇలాగా ఒక ఎనిమిది సార్లు పన్నెండు సార్లు చేయండి అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసండి టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేయండి ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళాలి తర్వాత anticlockwise Now close your once again again ముందు చేశాను కదా blinking exercise same blinking exercise start చేయండి మళ్ళీ బ్లింక్ చేయండి ఐస్ని బాగా బ్లింక్ చేయండి ఫాస్ట్గా బ్లింక్ చేయండి చాలా తరోగా ఫాస్ట్గా ఉండాలి బ్రీత్ నార్మల్ ఉండాలి బ్రీత్ ఆపడం అలాంటివి చేయొద్దు నార్మల్గా ఫాస్ట్గా బ్లింక్ చేయండి తర్వాత ఇప్పుడు చక్కగా ఐస్ని క్లీన్ చేయండి ఒక పక్కకి తీసుకొచ్చి ఐస్ని క్లీన్ చేయండి వేల యూర్ బాగా ఫాస్ట్గా ర్యాప్ చేయండి చక్కగా గట్టిగా నొక్కొద్దు ఊరికినే చంటి పిల్లల మీద మనం చెయ్యలాగేస్తాం ఆ విధంగా కంటి మీద చెయ్యండి ఇలాగా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వేలతో క్లీన్ చేయండి ఇది ఐ ఎక్సర్సైజ్ చేసుకునే పద్ధతి దీనివల్ల మీకు ఐ స్ట్రగుల్గా ఉంటుంది ఎక్స్పెషల్లీ ఏంటి అంటే ఎక్కడ తేడా తెలుస్తుందంటే ఇప్పుడు మనం కళ్ళు కనిపించట్లేదు వీళ్ళకి స్పెట్స్ ఉంటుందో వీళ్ళకి అని మనం కనిపెట్టచ్చు ఎలాగంటే they will see like this ఇలా చూస్తారు చూడండి ఇక్కడ అంతా రీతిల్స్ పడ్డాయి ఈ మూల మూల వైపు సో ఐ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సైడ్స్లో బ్లడ్ ఫ్లో బాగా జరిగి ఈ సైడ్ కార్నర్స్లో బ్లడ్ ఫ్లో బాగా జరిగి వైడ్ బ్రైట్గా ఉంటుంది సైడ్స్ అందుకని స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా కంపల్సరీ చేయాలి ఐ ఎక్సర్సైజెస్ అనేది స్పెట్స్ లేని వాళ్ళు కూడా కంపల్సరీ చేయండి ఎక్కువ కాలం స్పెట్స్ రాదు చూపు కూడా బాగుంటుంది మీరు ఇలా చూసిన వెంటనే స్ట్రాంగ్గా చూసిన వెంటనే ఫోకస్ చేసేస్తారు మీరు మీరు ఇంత వెంకులు రాదు ఇలాగే ఫోకస్ చేసేయగలరు అంటే ఒక చేంజ్ అనేది లేకుండా మీరు చాలా బాగా చూడగలరు దేనైనా సరే సో ఐస్ స్ట్రెంగ్గా ఉంటుంది ఫేస్ కూడా గ్లో కూడా